డియర్ ఫ్రెండ్స్ ఈరోజు జిఎస్టీలో జిఎస్టీఆర్ టూ రిటర్న్ ఎట్లా ఫైల్ చేయటము తెలుసుకుందాము ఈ జిఎస్టీఆర్ టూ రిటర్న్ వల్ల ఒకవేళ సప్లయర్ అయితే మనకి మనం పర్చేస్ చేసిన తాలూకు ఇన్వాయిస్లు ఏమన్నా యాడ్ చేయకపోతే మనం సాధారణంగా క్రెడిట్ తీసుకోవడం పాసిబిలిటీ ఉండదు అలా మిస్ అయిపోయిన ఇన్వాయిసెస్ లేదా పొరపాటున వేరే వాళ్ళకి బదులు మన దాంట్లో కూడా యాడ్ చేయొచ్చు కొన్ని ఇన్వాయిసెస్ సో అవి రిజెక్ట్ చేయాలన్నా సరే లేదా మనంతా మనం ఇంపోర్ట్ చేసుకున్న ఇన్వాయిసెస్ కానీ అంటే ఆ పర్టికులర్ తాలూకు ఇన్వాయిస్ కానీ ఐఎస్డి తాలూకు ఇన్వాయిస్ కానీ వీటన్నిటి మీద క్రెడిట్ తీసుకోవాలంటే జిఎస్టీఆర్ టూ అన్న రిటర్న్ కంపల్సరీగా ఫైల్ చేయాల్సి ఉంటుంది so first GSTR two return అనేది ఎలా ఫైల్ చేయాలి అలాగే ఎడిషన్స్ డిలేషన్స్ అవన్నీ ఎట్లా చేయాలి మోడిఫికేషన్స్ ఎట్లా చేయాలి ఇన్వాయిసెస్కి అలాగే సప్లయర్ పంపించిన డేటాని అంటే ఇన్వాయిసెస్ని మళ్ళీ మనం యాడ్ చేయాలా లేదా ఆటో డ్రాఫ్ట్ అవుతుందా ఈ డీటెయిల్స్ అని తెలుసుకుందాం సో ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా జిఎస్టీఆర్ వన్ అన్న రిటర్ను సప్లయర్ వేయగానే అది బయ్యర్ యొక్క జిఎస్టీఆర్ టూ ఏలో అది పాపులేట్ అవుతుంది ఇట్స్ కాల్డ్ ఆటో డ్రాఫ్టింగ్ ఒకసారి బయ్యరు జిఎస్టీఆర్ టూ ఏ చూసుకొని అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ని తను ఫిఫ్టీన్త్ లోపల ఫైల్ చేయాల్సిన జిఎస్టీఆర్ టూకి ఆటో డ్రాఫ్ట్ చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తున్నాను మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత రిటర్న్స్ డాష్బోర్డ్ క్లిక్ చేయండి ఫస్ట్ నేను జిఎస్టీఆర్ టూ ఏలో సప్లయర్ తాలూకు డీటెయిల్స్ అన్నీ పడ్డాయా అంటే మీ పర్చేస్ తాలూకు డీటెయిల్స్ పడ్డాయా పడలేదు అనేది నేను వెరిఫై చేస్తున్నాను ఒకసారి చూడండి ఆ తర్వాత ఆ పర్టికులర్స్ని జిఎస్టీఆర్ టూలోకి డౌన్లోడ్ చేస్తాను మళ్ళీ ఇది జిఎస్టీఆర్ టూ ఏ ఒకసారి చూద్దాం సో ఇది బీ టు బీ ఇన్వాయిసెస్ ఇవన్నీ కూడా అంటే మన సప్లయర్ డీటెయిల్స్ ఇవి ఏసీ చూప్స్ private limited ensure biotech private limited Sarojini enterprises క్రివే క్రివెన్ pharma Shri Venkateswara agencies private limited వీళ్ళందరూ జిఎస్టీఆర్ వన్ రిటర్న్ ఫైల్ చేశారా ఫైల్ చేయలేదా అన్నది ఇక్కడ కనబడుతుంది జిఎస్టీఆర్ వన్ రిటర్న్ ఫైల్ చేయకపోయినా సరే వాళ్ళు ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటుంటే జిఎస్టీఆర్ వన్లో డేటా వేసేసి ఎప్పటికప్పుడు సేవ్ చేస్తుంటే అవి మనకి ఇక్కడ డ్రాఫ్ట్ అవుతుంటాయి ఆటో డ్రాఫ్టింగ్ అవుతుంటాయి సో ఇక్కడ అనేది ఒకవేళ రిటర్న్ ఫైల్ చేయకపోతే నో అని చెప్పి వస్తుంది అది మనం చెక్ చేసుకోవచ్చు రిటర్న్ ఫైల్ చేసాడా చేయలేదా మన సప్లయరు సో నెక్స్ట్ ఇక్కడ సప్లయర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది supplier number GSTR number so ఇది ఇన్వాయిస్ డీటెయిల్ దీని మీద క్లిక్ చేస్తే ట్యాక్స్ ఎంత ఉంది ఐజిఎస్టీ సో ఇది ఇంట్రెస్టెడ్ సప్లై కాబట్టి ఐజీఎస్టీ అలాగే total invoice value tax value integrated tax ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు supply attract reverse charge no ఒకవేళ రివర్స్ ఛార్జ్ అట్రాక్ట్ చేసి ఉంటే మనమే కట్టాల్సి వచ్చేది సో ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మనకి ఇంకేమైనా one or two invoices miss అయినాయి అనుకోండి లేదా వేరే వాళ్ళవి మనకు వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇది ఈ ఈ ఎయిటీన్ నెంబర్ అంటే ఇందులో ఇన్వాయిస్ నెంబర్ ఎయిట్ అన్నది మనది కాదు for example let us assume that it pertains to some other person so దీన్ని మనము రిజెక్ట్ చేయాలి మనం అలాగే మనకి ఇంకొక ఇన్వాయిస్ ఉంది అంటే నైన్ ఉంది ఇతని దగ్గర నుంచి ఆ నైన్ అనేది మిస్ అయింది మనకి ఇది మనం యాడ్ చేసుకోవాలి ఇది ఎలా చేయాలి అన్నది నేను చూస్తాను చెప్తాను మీకు సో ఇప్పుడు ఒకసారి రిటర్న్స్ డాష్బోర్డ్లోకి వెళ్ళేసేసి జూలై జిఎస్టీఆర్ టూ అన్న దాంట్లోకి వెళ్ళాలి జిఎస్టీఆర్ టూ అన్నది రిటర్ను ఇన్పుట్ సర్వీసెస్ సంబంధించింది ఇన్పుట్ సప్లైస్ సంబంధించింది సో ఇది ఎనీవేస్ ఫైల్ చేయాల్సిందే ఈచ్ పర్సన్ సో ఒకసారి చేద్దాం ఇక్కడ మీకు ఫస్ట్ ఏ డీటెయిల్స్ కనబడవు సో మనం ఇక్కడ జనరేట్ జిఎస్టీఆర్ టూ సమ్మర్ అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళేసి క్లిక్ చేయాలి ఇది యాక్చువల్గా నేను రీసెంట్గా జనరేట్ చేశాను కాబట్టి సో ఆల్రెడీ రీసెంట్లీ జనరేట్ అని చెప్పేసి వచ్చింది సో ఫ్రెష్గా జనరేట్ చేసే వాళ్ళకి రిఫ్రెష్ ఆఫ్టర్ వన్ మినిట్ అని అలా వస్తుంది సో ఇది ఆల్రెడీ నేను జనరేట్ చేసి ఉంచాను అంటే ఏం లేదు మీరు ఒకసారి జిఎస్టీఆర్ టూకి ఓపెన్ చేసిన తర్వాత జనరేట్ జిఎస్టీఆర్ టూ సమ్మర్ అని చెప్పేసి క్లిక్ చేస్తే అది జిఎస్టీఆర్ టూ నుంచి ఇక్కడ ఆటో డ్రాఫ్ట్ అవుతుంది ఇవన్నీ మళ్ళీ మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ క్లిక్ చేయాలి సో ఇవన్నీ కూడా మనకి సప్లయర్ డీటెయిల్స్ మనం ఒకసారి ఇందాక తాలూకు సప్లయర్ది ఏ నెంబర్ చూద్దాం ఇది క్రివెన్ ఫార్మా అనుకున్నాం మనం థర్టీ సిక్స్ ఏకేఆర్ పీకే ఇది ఓకే ఇది అక్కడ డిస్ప్లే అవుతుందో కావట్లేదు చూద్దాం ఇందులోనే మనము ఒక ఇన్వాయిస్ తప్పు వచ్చింది అనుకున్నాము అలాగే ఒక ఇన్వాయిస్ మనది రాలేదనుకున్నాం ఓకే ఇప్పుడు మళ్ళీ జిఎస్టిఆర్ టూ టూకి వెళ్దాము సో ఇది సో ఇన్వర్స్ సప్లైస్ ఇక్కడ క్లిక్ చేద్దాము సో ఇప్పుడు మళ్ళీ అప్డేట్ అయ్యింది చూడండి జనరేట్ జిఎస్టిఆర్ టూ సంబంధి process initiated so please recheck after one minute so ఇది ఇక్కడ క్లిక్ చేద్దాం మనకు కనిపించిన ఇన్వాయిస్ ఇవి ఎయిట్ ట్వంటీ ఫోర్ లెవెన్ మనం యాక్చువల్గా ఈ ఎయిట్ మనది కాదు వేరే వాళ్ళది బై మిస్టేక్ మనకి వేసారనుకున్నాం అంటే మనం ఇది డిలీట్ చేసేయాలి అలాగే మనకు కావాల్సిన నైన్ ఒకటి యాడ్ చేయాలి ఇది ఇక్కడ క్లిక్ చేసేసి ఏం లేదు ఈ రిజెక్ట్ అని చెప్పి చేస్తే సరిపోతుంది సో ఇది రిజెక్ట్ అయిపోతుంది అలాగే లేదా ఈ అమౌంట్ తప్పనుకోండి అప్పుడు ఈ ఎడిట్ బటన్ క్లిక్ చేసేసి ఈ అమౌంట్ ఏదైతే ఉన్నాయో అవి కరెక్ట్ చేయొచ్చు మీరు చేంజ్ చేసిన పర్టికులర్స్ అన్నీ కూడా ఎక్కడికి పోతే ఇవన్నీ కూడా GSTR one A of the supplier అంటే సప్లయర్ జిఎస్టీఆర్ వన్ ఏలో అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి సో జిఎస్టీఆర్ వన్ ఇయర్ చూసుకొని సప్లయర్ అది యాక్సెప్ట్ చేయడం కానీ యాక్సెప్ట్ చేసేసి పేమెంట్ చేసేస్తే ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు క్రెడిట్ అవుతుంది లేదా ఒక ఇన్వాయిస్ ఏదైనా మిస్ అయింది అనుకోండి ఆ మిస్ అయిన ఇన్వాయిస్నే డైరెక్ట్గా యాడ్ చేయాలంటే మనం ఒక ఇన్వాయిస్ మిస్ అయింది అనుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైన్ అన్న ఇన్వాయిస్ ఉంది ఆ నైన్ అన్న ఇన్వాయిస్ మనం చూపించలేదు సో ఇప్పుడు మనం ఏం చేయాలి అప్లోడ్ బై ట్యాక్స్ పేయర్ ఇక్కడ క్లిక్ చేసేసి యాడ్ మిస్సింగ్ ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ నైన్ మీరు వేసేసి ఆ డేట్ వేసేసి ఆ పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసి ఇది సేవ్ చేయండి అప్పుడు ఈ పర్టికులర్స్ అన్నీ కూడా జిఎస్టీఆర్ వన్ ఏలో కనబడతాయి పార్టీకి సో అంటే మీ సప్లయర్కి సో అతను అవి యాక్సెప్ట్ చేయడం ద్వారా ఈ మొత్తం క్రెడిట్ కూడా మీ క్రెడిట్ లెడ్జర్లోకి వస్తుంది సో ఇది జిఎస్టీఆర్ టూలో ఒక పార్ట్ మాత్రమే అంటే బీ ఇన్వాయిసెస్ సంబంధించిన పార్ట్ మాత్రమే బీ ఇన్వాయిసెస్లో మీకు సప్లైర్ ఏవేవి పంపించాడు అంటే మీరే యాక్చువల్గా పర్చేజ్ చేసిందేంటి మీకు సప్లైర్ చేసిన డీటెయిల్స్ ఏంటి అవి మ్యాచ్ అయినా కాలేదో చూసుకుంటారు ఒకవేళ రాంగ్ ఉంటే అంటే వాల్యూ తేడా ఉండి ఇన్వాయిస్ నెంబర్ అది ఎంత కరెక్ట్గా ఉండేస్తే సో అక్కడ ఎడిట్ చేస్తారు లేదా ఒక ఇన్వాయిస్ యాడ్ చేయకపోతే మీరు యాడ్ మిస్సింగ్ ఇన్వాయిస్కి వెళ్ళేసి అది యాడ్ చేస్తారు సో ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా పర్టికులర్ దాంట్లోకి వెళ్ళినా యాడ్ చేయొచ్చు ఇక్కడ జిఎస్టీ అని నెంబర్ వేసేసి సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు సో అలా కాకుండా ఒకవేళ మీది కాకుండా వేరే వాళ్ళు ఇన్వాయిస్ పొరపాటున మీకు చూపిస్తే సప్లయరు అది మీరు ఇన్వైరబుల్గా రిజెక్ట్ చేయాలి ఎందుకంటే రిజెక్ట్ చేయకపోతే అవతల పర్సను ఒరిజినల్గా ఎవరికైతే ఇన్వాయిస్ రేట్ చేస్తాడో ఆ పర్సను క్రెడిట్ తీసుకోవడం పాసిబిలిటీ ఉండదు అది మీరు రిజెక్ట్ చేస్తే సో దాన్ని మీ సప్లయర్ యాక్సెప్ట్ చేసేస్తారు అట్ ద సేమ్ టైం ఆ ఒరిజినల్ పార్టీ దీన్ని మిస్డ్ డిసై డీటెయిల్స్ కింద మిస్డ్ ఇన్వాయిస్ కింద దాన్ని యాడ్ చేసుకుంటాడు అక్కడ అది కూడా అతనికి ఎనెక్జర్ జిఎస్టీఆర్ వన్ ఏలోకి రిఫ్లెక్ట్ అవుతుంది సో అతను అది యాక్సెప్ట్ చేయడం వల్ల మీ దగ్గర రిజెక్ట్ అయిపోతుంది యాజ్ వెల్ యాజ్ ఒరిజినల్ పార్టీది యాక్సెప్ట్ అవుతుంది ఇది మీరు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి నెక్స్ట్ ఈ particulars import of inputs capital goods లేదా సప్లైస్ రిసీవ్ ఫ్రమ్ ఎస్జెడ్ ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటి మీద క్రెడిట్ తీసుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ ఆ పర్టికల్స్ వేస్తారు దాని తాలో పర్టికల్స్ ఇక్కడ పోర్ట్ కోడ్ పోర్ట్ కోడ్ మీకు బిల్ ఆఫ్ ఎంట్రీ మీద ఉంటుంది bill of entry number bill of entry date bill of entry value ఇది import of goods capital goods అట్లాగే ట్యాక్స్ రేట్స్ వేస్తారు ఇక్కడ ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ట్యాక్సే ఉంటుంది కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఉన్నట్లు సెస్ ఏమైనా అప్లికబుల్ ఉంటే ఆ సెస్ వేస్తారు నెక్స్ట్ సేవ్ సో ఇది import of service import of service ఏమైనా కావాలంటే ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్కి బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఉండదు ఎందుకంటే అది గూడ్స్ అయితేనే త్రూ పోర్ట్ ద్వారా ఇంపోర్ట్ అవుతుంది ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ వేస్తారు ఇన్వాయిస్ డేట్ వేస్తారు invoice value place of supply అంటే ఇది కూడా అంతే న్యాచురల్గా ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ సెస్ఏ ఉంటుంది ఐజీఎస్టీ అండ్ సెస్ఏ ఉంటుంది నెక్స్ట్ సేవ్ అలాగే debit to credit notes for supplies from registered person మీరు డెబిట్ టు క్రెడిట్ నోట్ సంబంధించేసి ఏమైనా రిసీవ్ చేసుకొని వాటి మీద ఏమైనా క్రెడిట్ తీసుకోవాలంటే ఈ టైల్ ఫిల్ చేయాల్సి వస్తుంది ఇది inward supplies from unregistered supplier so దీని మీద బేస్ మీకు మీకైతే క్రెడిట్ రాదు కానీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది అంటే యాక్చువల్గా మొన్నటి వరకు అంటే ట్వంటీ సెకండ్ కాన్ఫరెన్స్ జరిగినంత వరకు కూడా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగినంత వరకు కూడా నైన్ ఫోర్ కింద అన్రిజిస్టర్డ్ పర్సన్ నుంచి ఏదైనా పర్చేజ్ చేస్తే రిజిస్టర్డ్ పర్సన్ అంటే బయ్యరు ట్యాక్స్ పే చేయాలి దీన్ని ప్రస్తుతానికి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు డిఫర్ చేశారు అంటే సస్పెండ్ చేశారు కాబట్టి ప్రజెంట్లో అయితే మాత్రము ఆ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు బట్ పాత వాటికి అంటే జూలైలో ఆగస్టులో సెప్టెంబర్లో చేసిన పర్చేస్ సంబంధించి అంటే ఇది జూలై సంబంధించిన పర్చేస్ సంబంధించిన రిటర్న్ కాబట్టి నేను చూపించేది ఖచ్చితంగా ఒకవేళ ఆ టైంలో మీరేమన్నా అన్రిజిస్టర్డ్ పర్సన్ నుంచి మీరు ఏదైనా పర్చేజ్ చేస్తే దాని మీద అది సప్లై కావచ్చు లేదా service service supply of service కావచ్చు లేదా సప్లై ఆఫ్ గూడ్స్ కావచ్చు దాని మీద అప్రోప్రియేట్ ట్యాక్స్ uh, ఏదైతే ఉందో అది మీరు పే చేయాల్సి ఉంటుంది ఇది కూడా అంతే debit notes credit notes for unregistered supplies ఇది supplies from composition taxable person and other to nil related non GST supplies వీటికి సంబంధించి మీకు ఎలాంటి ట్యాక్స్ రాదు కానీ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది రికార్డ్ పర్పస్కి కాంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ నుంచి కూడా మీకు క్రెడిట్ రాదు ఎందుకంటే అతను డీటెయిల్స్లో అంటే బిల్ ఆఫ్ సప్లై అని ఇస్తాడు ఆ బిల్ ఆఫ్ సప్లైలో ట్యాక్స్ పట్లస్ మీరు పే చేయాల్సిన మీకు మెన్షన్ చేయడు ఎందుకంటే ఆ ట్యాక్స్ పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కాంపోజిషన్ ట్యాక్సిబుల్ పర్సన్దే మీది కాదు కాబట్టి మీరు ఎప్పుడైతే పే చేయరో మీకు ఎలిజిబిలిటీ కూడా ఉండదు అలాగే advance amounts paid for reverse charge దీనికి ఏమైనా అడ్వాన్స్ అమౌంట్స్ పే చేస్తే అవి మీకు రివర్స్ ఛార్జ్ కింద వచ్చేసేసి యాజ్ ఏ బయ్యర్ మీరే కట్టాల్సి వస్తే దాని మీద ట్యాక్స్ ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి అలాగే అర్లేర్ మంత్ సంబంధించేసి అడ్వాన్స్ ట్యాక్స్ సంబంధించేసి మీరు పే చేసింది అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఇందులో సో ఇక్కడ హెచ్ఎస్ఎన్ సమ్మరీ వస్తుంది సో ఇవి హెచ్ఎస్ఎన్ వైజ్గా ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రియేట్ ఏమన్నా మీరు రివర్స్ చేస్తే కానీ రీక్లెయిమ్ కానీ చేస్తే ఆ డీటెయిల్స్ ఇక్కడ మీకు ఐఎస్డి ఉండేసేసి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అక్కడ నుంచి మీకు ఏమైనా అడ్వైస్ వచ్చేసి దాని తాలూకు క్రెడిట్ తీసుకోవాలంటే ఆ పర్టికులర్స్ ఇక్కడ సో ఇది అయిపోయిన తర్వాత ఈ సబ్మిట్ బటన్ చేయటం ద్వారా సబ్మిట్ అయిపోతుంది రిటర్ను అలాగే తర్వాత మీరు ఆప్షన్ అంటే ఫైలింగ్ ఆప్షన్ అంటే ఈవీసీనా e లేకపోతే డిఎస్సీనా అది చూజ్ చేసుకొని ఈ ఫైల్ రిటర్న్ అని చెప్పేసి అప్పుడు ఎనేబుల్ అవుతుంది ఆ ఫైల్ రిటర్న్ అనేది క్లిక్ చేయడం ద్వారా మీ రిటర్న్ ఫైల్ అయిపోతుంది ఇది జిఎస్టీఆర్ టూ మీ ఇన్వైట్ సప్లై సంప్రదించింది ఇది కంపల్సరీగా ప్రతి ట్యాక్స్ పేరు ఫిఫ్టీన్త్ లోపల ఖచ్చితంగా ఫైల్ చేయాలి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ లోపల సో ఇది బ్రీఫ్గా జిఎస్టీఆర్ టూ ఫైల్ చేసే ప్రొసీజర్ మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కనబడే మెయిల్ ఐడికి మీ డౌట్స్ని పంపించవచ్చు okay thank you